హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టుల గురించి కట్ ఆఫ్ గురించి అన్నిటి గురించి చెప్పుకోవటం జరుగుతుంది మనం already level six level five పోస్టుల గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో లెవెల్ త్రీ పోస్టులు ఏమేమి ఉన్నాయి కట్ ఆఫ్ ఎంత మరి ఎన్ని పోస్టులకి ఎంతమందిని సెలక్షన్ చేశారు ఈ యొక్క సిబిటి వన్లో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందా మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉండద్ది విజువల్ మరి మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఈ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం మరి ఆలస్యం దానికి స్టార్ట్ చేసేద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అండ్ మరి పీడిఎఫ్ లింక్లు ఉన్నాయి సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళవి అలాగే కట్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే జోన్లో కట్ ఆఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది మరి ఆలస్యం దానికి జాయిన్ అయిపోండి మరి లెవెల్ త్రీలో ఎన్ని పోస్టులు ఉన్నాయా అంటే ఆరు వందల ముప్పై పోస్టులు ఈస్ట్ కోస్టన్ రైల్వేలో ముప్పై తొమ్మిది పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఐదు వందల తొంభై ఒక్క పోస్టులు ఉండటం జరిగింది అసలు ఏం పోస్ట్ అయ్యా అంటే commercial cum ticket clerk commercial cum ticket clerk అంటారు ఓకే మరి ఒక పోస్ట్కి ఎంతమందిని సెలెక్ట్ చేశారా అంటే పంతొమ్మిది పాయింట్ ఎయిట్ ఫోర్ మెంబర్స్ని సెలక్షన్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క సిబిటి వన్లో అందులో అండర్ రిజర్వ్డ్కి ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ అనగా ఎయిటీ టూ రావాలి ఎస్సీలకి సెవెంటీ పాయింట్ సిక్స్ అనగా సెవెంటీ వన్ అనుకోండి ఎస్టీలకి sixty eight point zero four ఓబీసీలకి seventy eight point four three ఈడబ్ల్యూఎస్కి seventy four point three one ఎంత కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది అనగా జనరల్ కేటగిరీలో ఎనభై ఒకటి ఎస్సీలకి అయితే డెబ్బై ఒకటి అంటే రిజర్వ్డ్కి అన్రిజర్వ్డ్కి పది మార్కులు తేడా ఉండటం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీలకి రెండు మార్కులు తేడా ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి e నాలుగు మార్కులు తేడా ఈ యొక్క లెవెల్ త్రీలో ఉండటం జరిగింది నెక్స్ట్ సిబిటి వన్ క్వాలిఫై అయిన వాళ్ళు సిబిటి టూ కూడా అలాగే ఉండిద్ది సిబిటి టూలో తొంభై నిమిషాలకు గాను నూట ఇరవై క్వశ్చన్లు రాయాలి ఇందులో జనరల్ అవేర్నెస్కి యాభై క్వశ్చన్లు అర్థమాటిక్కి ముప్పై ఐదు క్వశ్చన్లు రీజనింగ్కి ముప్పై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇది టు టూ నెక్స్ట్ అసలు వీళ్ళకి మళ్ళీ లెవెల్ త్రీ అంటే లెవెల్ త్రీలో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏమైనా ఉంటాయి దయా అంటే వీళ్ళకైతే స్కిల్ టెస్ట్ అయితే లేదండి లెవెల్ త్రీలో ఎవరైతే పోస్టులు సంపాదించా సంపాదిస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే లేదు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత మనం మెడి మెడికల్ గురించి చెప్పుకోవాలి మెడికల్లో మనకి A two A three B two C two ఈ కేటగిరీలు ఉంటాయి ఈ యొక్క స్టాండర్డ్ అంటారు A two standard A three standard B two standard C C two standard ఇందులో మనకి లెవెల్ త్రీ పోస్టులకి ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి బీ టూ స్టాండర్డ్ ఉండాలి విజువాలిటీ అనేది బీ టూ స్టాండర్డ్ ఉండాలి జనరల్ ఫిట్నెస్ అనేది ఎవరికైనా కామనే మరి విజువల్ అనేది బీ టూ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే four D glasses four D power కలిగినటువంటి గ్లాసెస్ ఉన్నా పర్వాలేదు వాళ్ళు six by nine six by twelve ఈ రెండు చదవగలిగితే చాలు ఇంకా ఫీల్డ్ వర్క్ చేయగలిగితే చాలు అంటే రీ రీడింగ్ చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పేస్తారు వీళ్ళకి కూడా B two standard C two standard పెద్ద కష్టమైతే కాదండి నాకు కొంచెం కష్టంగా ఉండేది ఏంటయ్యా అంటే ఏ టు స్టాండర్డ్ ఒక్కటే కొంచెం కష్టంగా ఉండిద్ది ఈ యొక్క ఏ టు స్టాండర్డ్ ఎవరెవరికి ఉండిద్ది స్టేషన్ మాస్టర్కి ఉంది గుడ్స్ గార్డ్కి ఉంది ఇంకా ఈ రెండే గుడ్స్ గార్డ్కి స్టేషన్ మాస్టర్కే ఏ టు స్టాండర్డ్ మిగిలిన పోస్టులకి అయితే ఇప్పుడు మనం లెవెల్ త్రీలో పోస్టులకు అంటే commercial commercial cum ticket clerk అన్నమాట క్లర్క్ పోస్టులు ఇవి టికెట్ క్లర్క్ అంటారు వీళ్ళకి ఫోర్ డీ పవర్ ఉంటే చాలు ఇదండి మరి సిబిటి వన్ సిబిటి టూ మరి స్కిల్ టెస్ట్ అయితే లేదు విజువల్ వచ్చేసరికి ఫోర్ డి గ్లాసెస్ ఉంటే చాలు మీ యొక్క గ్లాసెస్ పవర్ తెలుసుకోండి ఆ పవర్ ఎంత అనేది ఫోర్ డి గ్లాసెస్ ఉంటే చాలు six by nine six by twelve ఈ రెండు చదవగలిగితే చాలు ఇంకా దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండింది ఇలా మొత్తము ఐదు టెస్టుల్లో వీళ్ళకి లేనిది ఒకే ఒకటి స్కిల్ టెస్ట్ ఉండదు స్కిల్ టెస్ట్ అనేది మూడో test CBT one CBT two తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు మెడికల్ టెస్ట్కి వెళ్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరి చెప్పాను కదా ఒక పోస్ట్కి వచ్చేసరికి పంతొమ్మిది పాయింట్ ఎయిట్ ఫోర్ మెంబర్స్ని తీయటం అంటే సుమారుగా ట్వంటీ మెంబర్స్ని అయితే తీశారు ఒక పోస్ట్కి వచ్చేసరికి ట్వంటీ మెంబర్స్ ఫైనల్గా వచ్చేసరికి ఒక పర్సన్ మాత్రమే మిగులుతాడు నెక్స్ట్ సిబిటీ టూలో కొంతమంది పోతారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోతారు ఓకేనా అలాగే మెయిన్గా పోయేది విజువల్లో విజువల్ స్టాండర్డ్స్లో చాలామంది పోతారు ఓకే మరి ఇదండి లెవెల్ త్రీ పోస్టులకి అయితే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్విజ్లు క్విజ్కి అప్లై చేయ అదే క్విజ్ని ఫాలో అవుతా ఉండండి పీడిఎఫ్లు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే మరి ఇంకేదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మరి ఉంటాను నేను మీ నాన్ టెక్ వీడియోస్ బాయ్